అయితే త్రీ హండ్రెడ్ స్పెషల్ అయితే చేసిస్తున్నాను అనమాట ఓకేనా ఎంట్రీ అయితే ఇచ్చేద్దాం అనమాట త్రీ హండ్రెడ్ స్పెషల్ ఒక స్పెషల్ గెస్ట్ని అయితే నేనైతే ఇన్వైట్ చేశాను అనమాట ఓకేనా let's invite Kautriya three two one Kautriya okay introduction first introduction okay ఆ పేపర్లో ఏముందో పేపర్ పట్టుకొచ్చినావు ఫస్ట్ ఒక లైక్ కొట్టండి ఒక్క పేపర్ కొనే సో చూపియండి ఆ పేపర్లో ఏముందో చూపిరాదు మాకు ఇప్పుడు కొంచెం చూపి త్రీ టూ ఓకే కొంచెం బో నువ్వు ఫ్రీ ఫైర్ ప్రో వా నీ ఇంట్రాక్షన్ చెప్పు ఫస్ట్ నాకు ఓబో ఫస్ట్ ఇంట్రాక్షన్ చెప్పమ్మా ఫ్రీ ఫైర్ గురించి తర్వాత ఇంకా చెప్పు ఏ క్లాస్ నువ్వు name అవ్వో ఆ, కౌరియా లోకి అన్సా అంటే అది పెడతారు మాకు ఓకే యా సరే కౌత్రియా కాల్ హర్ కౌత్రియా okay Start name is Nita College. Oh guys, one to forgot to tell you. ఓయ్ ఏయ్ Guys, I forgot to tell something. Actually, I'm a pro player Rise Star. You can call me Kautra in Rise Star or Rise Star. అబ్బా ఆహాహాహా. ఆ, ఆ, చెప్పు చెప్పు ఓయ్ పవన్ కళ్యాణ్ పనా Yeah. ఓకే సరే ఇంకా ఫ్రీ ఇంట్రాక్షన్ అయిపోయింది కౌత్రియా థర్డ్ క్లాస్ ఏజ్ ఒక seven or six six or seven years వరకు ఉంటుంది బో ఫ్రీ ఫైర్ కష్టం కూడా ఓడించలేరు ఈమెతో ఆడి ఓకేనా అంతేనంటవా కొద్దిగా అంతే ఏం తెలుసు తెలుసా నీకు ఫ్రీ ఫైర్లో చెప్పు ఏం కలిసి తెలుసు వావ్ గైస్ మీ ముందుకైతే ఒక ప్రమోషన్ వీడియో అయితే తీసుకొచ్చాను ఛానల్ ప్రమోషన్ ఈ ఛానల్ అయితే సూపర్ ఉంటుంది అనమాట వర్క్ అయితే చేస్తుండే కానీ అయితే సబ్స్క్రైబర్స్ నో సబ్స్క్రైబర్స్ ఓకేనా మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని తొందరగా లేట్ చేయకండి ఇప్పటికే లేట్ అయిపోయింది ఛానల్ బాగా పెడుతుండే ఓకేనా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆయన ఛానల్లోకి వెళ్ళేసి కింద అయితే కామెంట్ చేసేయండి hashtag Joker Mass Gaming show అని చెప్పేసి కామెంట్ చేసేయండి ఆయన డైమండ్స్ కూడా చాలా బాగా టాప్అప్ చేస్తున్నాను అనమాట ఓకేనా గేవేస్ కూడా సూపర్ పెడతాడు ఓకేనా guys thanks for watching bye Kautriya ఇంకేం చెప్పాలి ఇంకేం చెప్పాలి ఒక మర్చిపోయినా జోకమా గేమింగ్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేసుకొని షేర్ చేసుకోండి కామెంట్ చేసుకొని బెల్ ఆన్ చేసుకొని చాలా వీడియోస్ చూడండి నాకు చాలా లైక్స్ కావాలి సో మేము ఇగో జోకర్ మాస్ గేమింగ్ షోకి పెద్ద సీనియర్ ఈమెనే ఓ నేను ట్రై చేస్తున్నా యూట్యూబ్కి ఎందుకంటే యూట్యూబ్ కూడా పెడుతుంది పెట్టినప్పుడు నేను ఖచ్చితంగా చెప్తానండి ప్రమోషన్ నేనే ఇస్తా ఓకేనా టూ టూ తీసే కానీ మా అమ్మ ఇంట్లో ఇట్టింగ్ కూడా చేస్తుంది అమ్మో తక్కువ కాదు బో థర్డ్ క్లాస్ కానీ చదివేది వా సూపర్ లెక్క త్రీ నువ్వు ఓకే ఇంకేమన్నా ఉందా వీడియో క్లోజ్ చేసేనా ఎప్పుడు ఫ్రీ ఫైర్ గురించి సరే చెప్పు ఫ్రీ ఫైర్ గురించి నువ్వు లెవెల్ ఫ్రీ ఫైర్లో నీకు అంత సీన్ కాదు కానీ నిజం నిజంగా చెప్పు guys fifty four level guys fifty four level అనమాట three fifty four level over యాక్షన్కి నైంటీ నైన్ హండ్రెడ్ చెప్తుంది ఓకేనా కింద ఐడి ఇస్తాను రిక్వెస్ట్ పెట్టేసి మాకు పెట్టండి మమ్మల్ని యాక్సెప్ట్ చేయదు ఖర్చు మినిమం సిక్స్టీ ప్లస్ ఉండాలి ఫిఫ్టీ ఫోరే కానీ ఇవ్వదు సిక్స్టీ ప్లస్ ఉండాలి లెవెల్ ఓమో యాక్సెప్ట్ చేయదు యాక్సెప్ట్ చేయదు షూజ్ చేసి పడేస్తుంది అంటే కష్టంలో అమ్మో సరే కౌత్రి ఇంకా మరి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా నేను వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియో ఎప్పుడు చెప్పు నీతో నీతో ఇంట్రెస్టింగ్ వీడియో ఎప్పుడు చెప్పు మళ్ళీ రేపు కాదు కానీ గైస్ మళ్ళీ నెక్స్ట్ వీడియో హీమతో అయితే నేను మా కౌత్రియతో అయితే నేను మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి మళ్ళీ స్పెషల్ వీడియో ఇంకా వెరైటీగా పెడతాను అనమాట వెరైటీగా పెట్టడానికి ట్రై చేస్తాను గైస్ మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి అయితే మళ్ళీ ఇంకా వేరే స్పెషల్ అయితే చేపిస్తాను ఈ స్పెషల్ అని కాదు వేరే స్పెషల్ అయితే చేపిస్తాను ఓకేనా నీకు తీసేయగలను ఇగో గేమ్ ఆడాలి ఇప్పుడు గేమ్ ఆడాలి అనమాట అందుకోసం ఇక ఫైవ్ మినిట్స్ చూస్తున్నా ఇక వీడియో అయితే ఇప్పుడు టకటక మాట్లాడే అయిపోతుంది ఓకేనా ఏమనుకోకండి ఓకేనా గైస్ వీడియో నచ్చితే ఇంకోసారి చెప్తున్నా వామ్మో. సబ్స్క్రైబ్ జోకుమా గేమింగ్ లో సబ్స్క్రైబ్ కింద bell on and like Comments- comments వస్తే? Comments and share and subscribe and like the video okay and press the bell so Ah, you ah, get so many videos. Wow super కౌతరియా ఏ Actually, every day my brother will my brother will keep one video. Mm. Actually, సరే సరే ఇంకా బయట చెప్పేసి లేట్ అవుతుంది వీడియో అసలుకి ఫ్రీ ఫైర్ ఆడదు కదా ఇప్పుడు